ఒకవేళ నీ జీవితంలో ఒక స్వస్థత కూడికకు వెళ్ళావేమో అయినా నీ జీవితంలో స్వస్థత జరగలేదేమో ఒకవేళ ఒక మందిరానికి వెళ్ళావేమో పెళ్లి కావాలని పిల్లలు పుట్టాలని ఉద్యోగం రావాలని ప్రమోషన్ రావాలని నీ ఆరోగ్య సమస్యలు పోవాలని ఆర్థిక ఇబ్బందులు తీరాలని అయినా అది జరగలేదేమో దాన్ని బట్టి నీవు యేసును వెంబడించడం మానివేయద్దు ఈ సంవత్సరంలో అలా జరిగిందేమో అయితే నూతన సంవత్సరంలో నీవు తీర్మానం చేయాలి నేను ఆ సంఘాన్ని బట్టి కాదు ఆ సంఘ కాపరిని బట్టి కాదు ఆ బోధకుని బట్టి కాదు ఆ క్రైస్తవుని బట్టి కాదు యేసును వెంబడించాల్సినటువంటిది నేను యేసును ఎందుకు వెంబడించాలంటే ఎలా వెంబడించాలంటే ఆయనను చూస్తూ వెంబడించాలి హలలుయా మన అంశము ఏమిటంటే దేవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు దావీదు భక్తుడు ఆరవ కీర్తన మూడవ వచనములో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు గమనించండి మానవులముగా మనందరము కూడా ఏదో ఒక సహాయము కొరకు దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటాం దేవుని యొక్క కనికరముల కొరకు మనం వేడుకుంటూ ఉంటాం కొంతమంది అది చదువు విషయంలో అయి ఉంటుంది ఇంకొంతమంది ఉద్యోగ విషయమై అయి ఉంటుంది ఇంకొంతమంది వివాహ విషయమై ఇంకా కొంతమంది పిల్లల విషయమై ఇంకొంతమంది ప్రమోషన్ విషయమై ఇంకొంతమంది ఆర్థికమైనటువంటి విషయముల కొరకై ఇంకొంతమంది ఆరోగ్య సంబంధమైనటువంటి విషయముల కొరకై ఏదో ఒక సహాయము కొరకు మనము దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం మనము మానవులము కాబట్టి మనకు దేవుని యొక్క సహాయము అవసరము గనుక మన యొక్క అనుదిన జీవితములో మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో దేవుని యొక్క కనికరముల కొరకు మనము కనిపెడుతూనే ఉంటాం అయితే కొన్నిసార్లు మనము అనుకొనినటువంటి విధములో దేవుడు మనకు జవాబును ఇవ్వకపోయి ఉండవచ్చు మనము అనుకొనినటువంటి విధములో దేవుడు మనకు ప్రత్యుత్తరమును ఇవ్వకుండా ఉండి ఉండవచ్చు అలాంటి పరిస్థితులలో మనము కూడా ఒకవేళ దేవుణ్ణి ఎంతవరకు నాయనా నీవు నన్ను కరుణింపకుండా ఉంటావన్నటువంటి ప్రశ్నను వేస్తూ ఉన్నామేమో అయితే ఈ రాత్రి నీకు ఆ ప్రశ్నకు జవాబును దేవుని వాక్యములో నుండి నీవు పొందుకొననై ఉన్నావు హలలుయ ఎంతవరకు అంటే ఎంతవరకు అన్నటువంటిది మనము తెలుసుకోవాలంటే యేసు ప్రభులు అరి భూమి మీద మానవునిగా సంచరించినటువంటి దినాలలో అనేక మంది అనేక విధములైనటువంటి అవసరముల కొరకు యేసు ప్రభుని వెంబడించారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎంతో మంది దావీదు కుమారుడా యేసు ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేసినటువంటి వారు అయితే దేవుడు వారి జీవితములలో వెంటనే కనికరించకుండా కొద్దిగా ఆలస్యం చేశాడు ఎందుకు అని మనము మూడు మూడు ఉదాహరణలను నూతని నిబంధనలో నుండి చూచినట్లయితే ఒక్కొక్క ఇన్సిడెంట్ నుండి మనము మూడు ఆత్మీయ పాఠములను నేర్చుకోగలిగితే ఎందుకు దేవుడు ఇంకా మన జీవితంలో ఆయన కనికరములను విస్తరింప చేయలేదు అన్నటువంటి ప్రశ్నకు జవాబు వస్తుంది ఆ ప్రశ్నకు నీకు జవాబు రాగలిగితే నూతన సంవత్సరములోనికి నీవు ఆనందంగా ఆయన కోరుతున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిని కలిగి ఉండునట్లుగా నీవు సిద్ధపడి ప్రవేశించగలుగుతావు తప్పకుండా దేవుని యొక్క కనికరములను నీ జీవితంలో పొందుకోగలుగుతావు మొదటగా మనము చూసినట్లయితే కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది వచ్చి ఆమె యేసు ప్రభుని కనికరించమని అడుగుతుంది ఎందుకు కనికరించమని అడుగుతూ ఉందంటే ఆమెకున్నటువంటి కుమార్తె ధైర్యముల చేత ఆమె బాధపడుతూ ఉంది చూడండి మథాయి సువార్త పదహైదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రవ్వా దావిది కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ఇరవై మూడవ వచ్చినాన్ని కూడా చూద్దాం అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు చాలు గమనించండి ఈ యొక్క కణాను స్త్రీ యేసు ప్రభువుని గురించి వినింది యేసు ప్రభువులు వారు చేసినటువంటి అనేక అద్భుతములను గురించి ఆమె వినింది సో ఈమెలో ఒక ఆశ కలిగింది ఏంటిదంటే నా కుమార్తె అనేక సంవత్సరములుగా దురాత్మల చేత బాధపడుతూ ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందరి దగ్గరికి తీసుకుని వెళ్ళినా ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఈ కుమార్తె జీవితము బాగుపడలేదు అయితే ఏసు ధైర్యములను వెళ్ళగొట్టాడని ఈ కణాలు స్త్రీ విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంది అయితే దేవుని వాక్యం సెలవిస్తూ కనిపిస్తూ ఉంది యేసు ప్రభువుల వారు ఒక్క మాట కూడా చెప్పలేదు ఈమె అరుస్తూ ఉంది కానీ యేసు ప్రభువు నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ యొక్క పరిస్థితిలో నీ యొక్క స్థితి అలానే ఉందేమో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు కనికరించమని అడుగుతూ ఉన్నావు ప్రభా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నన్ను కనికరించడం లేదు ఎంతవరకు నీవు నన్ను కరుణింపకుండా ఉంటావు అన్నటువంటిది నీ ప్రశ్నేమో దేవుని నుండి నీకు ప్రతిస్ స్పందన కనిపించడం లేదేమో దేవుడి నుండి నీకు ఉత్తరం రావడం లేదేమో ఎందుకు కారణం అని మనము చూచినట్లయితే ఇక్కడ మనము నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే చూడండి ఇరవై మూడవ వచ్చిన రెండవ భాగం అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా చూడండి యేసు ప్రభువులు వారు ఒక్క మాట కూడా ఆమెతో చెప్పకపోయినా ఈమె యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంది కేకలు వేస్తూనే ఉంది హలలుయా ఎందుకు దేవుడు నీ జీవితంలో నేను ఇంకా కనికరించలేదో తెలుసా ఒకవేళ దేవుని నుండి నీకు ఉత్తరం రాకపోతే దేవుడు ఒకవేళ నీవు అడుగుతున్నటువంటి విషయాన్ని గురించి ఆయన ప్రతిస్పందించకపోతే నీవు యేసు ప్రభుని వెంబడించడం మానివేసేటువంటి స్థితిని కలిగి ఉంటే దేవుడు నీకు ఉత్తరము ఇవ్వడు దేవుడు నీ యొక్క మరకు ప్రతిస్పందించడు దేవుడు నీకు ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నాడంటే మొట్టమొదటిగా ఆయన నుండి నీకు ప్రతిస్పందన రాకపోయినా కనికరించు కరుణించు దావిదు కుమారుడా యేసు ప్రభు అని నీవు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నా ఆయన నుండి నీకు జవాబు రాకపోయినా నీవు ఏసును వెంబడించే వరకు నీవు ఏసును ప్రార్థించే వరకు ఆయన నిన్ను కనుకరించడు కరుణించడు హలలుయా జవాబు రాకపోయినా నీవు ఏసును వెంబడించాలి నీవు అనుకున్నది నీ జీవితంలో జరగకపోయినా నీవు యేస్సును యేసును వెంబడించాలి ఈ సంవత్సరంలో నీవు కోరుకున్నది నీ జీవితంలో జరగకపోయినా వచ్చేటువంటి సంవత్సరంలో నీవు యేస్సును వెంబడించాలి హలలుయ నీవు అంతము వరకు యేస్సును వెంబడించాలి నీవు మరణము వరకు యేస్సును వెంబడించాలి లేదా క్రీస్తు వచ్చే వరకు నీవు యేస్సును వెంబడించాలి ఆయన నుండి వచ్చేటువంటి ప్రతిస్పందన పైన కాదు నీవు యేస్సును వెంబడించేటువంటి తీర్మానం ఆధారపడి ఉండాల్సినటువంటిది ఒక ఒకవేళ యేసుని మొర వినలేదని యేసును వెంబడించడం మానివేశావా ప్రార్థించడం మానివేశావా బైబిల్ చదవడం మానివేశావా నీ జీవితంలో దేవుని యొక్క కనికరములను చూడలేనటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉన్నావు కనికరిస్తాడు ఆయన తప్పకుండా ఆయన కనికర సంపన్నుడు హలలుయ ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించేటువంటి దేవుడు అయితే ఆయన ఎందుకు కనికరం చూపడం లేదంటే నీవు ఇంకా ఆత్మీయంగా ఎదగాల్సింది నీ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు నా మొరను వినకపోతే నేను అనుకున్నది ఈ సంవత్సరంలో జరగలేదు కాబట్టి ఇక నేను యేసు ప్రభుని వెంబడించను ఇక నేను బైబిల్ చదవను ఇక నేను మందిరానికి వెళ్ళను అన్నటువంటి ఆ దీనమైనటువంటి దీనమైనటువంటి స్థితి నుండి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి విశ్వాసంలోనికి ఎదిగింప చేయాలని ఆయన ఇంకా నీ పట్ల నీవు కోరుతున్నటువంటి ఆ కనికరములను చూపించలేదు అయితే ఈమె జీవితంలో మనం చూస్తున్నాం ఆమె మరి ఎక్కువగా కేకలు వేస్తుంది ఉంది కేకలు వేస్తూనే ఉంది యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉంది యేసు ప్రభు ఆమెను పట్టించుకొని విధముగా వెళ్ళిపోతూ ఉన్న ఆమె యేసును విడిచిపెట్టలేదు అక్కడ ఆయన శిష్యులు చెప్తూ ఉన్నారు ప్రభు ఈమెను పంపివే ఎందుకంటే ఈమె కేకలు వేస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా ఈమె వస్తూనే ఉందని ఆయన శిష్యులు చెప్తూ ఉన్నారు అలాంటి విశ్వాసం మనకు కావాలి అలాంటి విశ్వాసం కావాలి మనకి యేసు ప్రభు నుండి నీకు ఎలాంటి మేలు జరిగినట్లు కనిపించకపోవచ్చు యేసు ప్రభు నాకేం చేశాడు అన్నటువంటి ప్రశ్న నీకు రావచ్చు ఈ సంవత్సరంలో దేవుడు నాకేం చేశాడు అని నీవు చూచుకుంటే ఏమి నీ దృష్టికి కనిపించకపోవచ్చు బట్ స్టిల్ నీ జీవితంలో నీవు తీర్మానం చేయాలి వచ్చే సంవత్సరంలో కూడా నేను యేస్సును వెంబడిస్తాను వచ్చే సంవత్సరంలో కూడా నేను యేస్సు ప్రభుకి ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఆయన తప్పకుండా కనికరిస్తాడు అయితే తగిన సమయంలో అవసరమైనప్పుడు నాకు మేలుకరంగా ఆయన ప్రతిస్పందిస్తాడని ఈమె గుర్తించింది గమనించండి ఆమె అంతగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నా అంతగా ఆమె కేకలు వేస్తూ ఉన్న యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే మత యేసు వార్త పదైదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇరవై ఐదవ వచనం ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి యుద్ధకును నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను చూడండి ఇక్కడ యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే నశించిపోతున్నటువంటి ఇజ్రాయేలీల యుద్ధకే నేను పంపబడ్డాను కానీ నీవు కణాను స్త్రీవి గనుక నేను నీకు సహాయం చేయలేనని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నా ఈమె ఏమి చేస్తూ ఉందంటే యేసు ప్రభుకి మ్రొక్కుతూ ఉంది ఆయన సహాయం కొరకు వేడుకుంటూ ఉంది అలలుయ ఇక్కడ రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే చాలాసార్లు మనము దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తామంటే ప్రభు నాకు నీవు ఈ సహాయం చేస్తే నేను నీకు మ్రొక్కుతాను నా జీవితంలో ఈ అద్భుతం చేస్తే నేను తప్పకుండా నీ మందిరానికి వెళుతా నా జీవితంలో ఈ కార్యాన్ని నీవు జరిగిస్తే నేను తప్పకుండా ప్రతిరోజు నీకు ప్రార్థన చేస్తాను అయితే ఈమె విశ్వాసం అదిగా ఈమె మొట్టమొదటిగా దేవునికి మొక్కి మరల సహాయం అడుగుతూ ఉంది మన విశ్వాసం అయితే దేవుణ్ణి సహాయం అడిగి దేవుడు సహాయం చేస్తే దాని తరువాత మనము దేవునికి మొరక్కడానికి ఇష్టపడుతాం ఎందుకు నీ జీవితంలో ఇంకా దేవుడు ప్రభా ఎంతవరకు నాయన నీవు కరుణింపకుండా ఉంటావు అన్నటువంటి ప్రశ్నను ఉంచాడంటే నీవు దేవుణ్ణి మ్రొక్కకుండా ఆయన సహాయం అడుగుతూ ఉన్నావు దేవుణ్ణి ఆరాధించకుండా ఆయన సహాయం అడుగుతూ ఉన్నావు దేవుని మందిరానికి క్రమంగా రాకుండా నీవు ఆయన సహాయాన్ని అడుగుతూ ఉన్నావు దేవుని వాక్యాన్ని చదవకుండా ఆయన సహాయం కొరకు నీవు అడుగుతూ ఉన్నావు అది సరైనటువంటి విశ్వాసం కాదు గమనించండి ఒకవేళ యేసు ప్రభువు గనుక ఆయన మొదటిలోనే ప్రతిస్పందించి ఉంటే ఆమె యేస్సును యేసు ప్రభు ప్రతిస్పందించకపోయినా వెంబడించి ఉండేటువంటిది కాదు ఒకవేళ యేసు ప్రభులు వారు ఆమెతో నశించినటువంటి ఇజ్రాయేలీల ఇంటి వారి యొద్దకే నేను పంపబడ్డాను కానీ మరి ఒక్కరి దగ్గరికి కాదని చెప్పకుండా ఉంటే ఆ యొక్క స్త్రీ యేసు ప్రభుని మ్రొక్కి సహాయం అడిగేటువంటి స్థితిని నేర్చుకుని ఉండేటువంటిది కాదు ఎందుకు నీ జీవితంలో విషయంలో దేవుడు నిన్ను కనికరించడంలో ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ఆయనకు మ్రొక్కి ఆయన సహాయం అడగడం నీవు నేర్చుకోవాలని ఎంతవరకు దేవుడు కరుణించకుండా ఉంటాడంటే నీవు ఆయనను మ్రొక్కి ఆయన సహాయం అడిగే వరకు హలలుయ కనుక మనం ఆయనను మ్రొక్కడం నేర్చుకోవాలి ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి ఆయనను పూజించడం నేర్చుకోవాలి ఆయనను సేవించడం నేర్చుకోవాలి ఇది చేస్తూ మనము ఆయనను సహాయము అడగాలి మూడవ ఆత్మీయ పాఠాన్ని మనము చూచినట్లయితే మథై సువార్త పదైదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములను చదువుకుందాం అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల మీద నుండి పడు ముక్కలను తినను కదా అని చెప్పాను చూడండి ఇప్పుడు ఏ సుప్రభులు వారు ఏం చెప్తున్నారంటే సహాయం చేయమని ఈమె అడుగుతూ ఉంటే పిల్లల యొక్క రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తమైనటువంటిది కాదు అయితే ఆవిస్తున్నటువంటి జవాబు ఎలా ఉందంటే ప్రభు అవునాయన పిల్లలు తినేటప్పుడు ఆ యొక్క రొట్టె ముక్కలు పొరపాటున కింద పడిపోతే అవి కుక్క పిల్లలు తింటాయి కదా అని ఆమె చెబుతూ ఉంది అంటే యేసు ప్రభువులు వారు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలను ఒకవేళ ఆ స్త్రీ కనుక రాంగ్ వేలో తీసుకుంటే యేసు ప్రభు నన్నేంటి కుక్కతో పోలుస్తూ ఉన్నాడు నన్నేంటి కుక్క పిల్లతో పోలుస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె యేసు ప్రభుని తిట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆమె పాజిటివ్గా తీసుకునేది మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనము పాజిటివ్గా తీసుకోవాలి నెగటివ్గా కాదు దేవుడు ఈ మాట నాతో చెబుతూ ఉన్నాడు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది దేవుడు నాకు మేలు చేయాలని ఆయన నాతో ఈ మాట చెబుతూ ఉన్నాడు అని నీవు గ్రహించగలిగితే నీవు అర్థం చేసుకోగలిగితే తప్పకుండా నీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు ఆమె అంటూ ఉంది నేను ఒక కుక్క పిల్లనే అనుకో ప్రభువా నేను కుక్క పిల్లనే కనుక ఆ పిల్లలు తినేటప్పుడు ఆ యొక్క బల్ల నుండి కింద పడిపోయినటువంటి ఆ ముక్కలను నాకు ఇస్తే చాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే చాలాసార్లు మనము దేవుణ్ణి తగ్గించి దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటాము అయితే ఈమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఆమె దేవుణ్ణి ఎంత మాత్రము కూడా తగ్గించడం లేదు కానీ ఆమె తగ్గి ప్రార్థన చేస్తూ ఉంది హలలుయ ఎందుకు దేవుడు ఇంకా నీ జీవితంలో నిన్ను కరుణించకుండా ఉన్నాడంటే ఎందుకు నీ జీవితంలో ఇంకా ప్రభువా ఎంతవరకు నన్ను కరుణింపకుండా ఉంటావు నాయనా అన్నటువంటి ప్రశ్న అంటే నీలో తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి అనుభవము వచ్చే వరకు హలలుయ ఏదో ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుని కార్యము జరగదు ఏదో గట్టిగా కేకలు వేస్తేనో ఇంకెవరో నీ కొరకు ప్రార్థన చేస్తేనో నీ జీవితంలో అద్భుతము జరగదు నీవు తగ్గి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి చాలాసార్లు మనం దేవుని యొక్క స్థాయిని చాలా తగ్గిస్తాం ప్రభా ఏదేమైనా నా జీవితంలో ఇది జరగాల్సిందే నాకు తెలియదు నువ్వేం చేస్తావో నీవు దేవుడవు గనుక నీవు దేవుని కుమారుడవు గనుక సైతాన్లాగా సాతాన్ అదే చేశాడు నీవు దేవుని కుమారుడవైతే ఇది చేయాలని ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము కూడా క్షేమకరమైనటువంటిది కాదని గుర్తించాలి దేవుణ్ణి తగ్గించొద్దు నీ మాటలను బట్టి దేవుడు తగ్గిపోడు దేవుడు పొంగిపోడు ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వాధికారి ఆయన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు కనుక నీవు ఆయన్ని తగ్గించొద్దు ప్రభా నా కొరకు ఈ యొక్క అక్రమాన్ని జరిగించని నీవు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఆయన స్థాయిని దిగి ఆయన పరిశుద్ధతను విడిచిపెట్టి ఆయన నీకు సహాయం చేయడు చాలామంది దేవుణ్ణి అక్రమముగా సహాయం చేయమని అడుగుతూ ఉంటారు అన్యాయమైనటువంటి రీతిలో దేవుడు సహాయం చేయాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు అది సరైనటువంటి పద్ధతి కాదు అది నీవు దేవుని యొక్క స్థాయిని దిగజార్చి అడగడమే అవుతుంది దేవుని యొక్క స్థాయిని దేవుని యొక్క స్థితిని తగ్గించి అడగడమే అవుతుంది అది ఎంత మాత్రం నీ జీవితంలో వర్కౌట్ కాదు నీవు తగ్గాలి నీవు దేవుని వాక్యానికి లోపడాలి నీవు దేవుని వాక్య అధికారం క్రింద ఉండి ఎడగా ఆమె యేసు ప్రభుని తిట్టేసి ఉండొచ్చు నీ వల్ల అయితే చేయి లేకపోతే వద్దు దానికి ఎందుకు ఇన్ని మాటలు ఇంతసేపు అడిగినా ఎందుకు నీవు మాట్లాడడం లేదు ఎందుకు నీవు ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నావు ఎందుకు కుక్కతో పోలుస్తూ ఉన్నావు ఎందుకు కుక్క పిల్లతో పోలుస్తూ ఉన్నావని ఆమె యేసు ప్రభుని అడిగి ఉండవచ్చు కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు దేవుని వాక్య అధికారము క్రిందకి వచ్చి ఆ వాక్యానికి లోబడింది తగ్గించుకునింది దాని తర్వాత వచనంలో మనం చూస్తాం ఇరవై ఎనిమిదో వచనం అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పను ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను చపట్లు కొట్టి దేవునామాన్ని కనపరచాను నీ విశ్వాసము గొప్పది ఎందుకు దేవుడి కానీ జీవితంలో నేను కనికరించలేదంటే నీ విశ్వాసము చాలా బలహీనమైనటువంటిది ఆ విశ్వాసముతో నీవు యేసును వెంబడించలే నీవు అనుకుంటున్నావు ఈ సమస్య పోతే చాలు నా జీవితంలో నేను యేసును వెంబడిస్తానని నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సమస్య పోతే మరొక సమస్య వస్తుంది వచ్చే సంవత్సరంలో వచ్చేటువంటి సమస్యలు దేవుడు తీరిస్తే మరలా వచ్చేటువంటి సంవత్సరంలో మరొక సమస్య నీ జీవితంలో వస్తుంది సమస్యలు పో అంటే యేస్సును వెంబడించడం కాదు ఆత్మీయ జీవితం నీవు యేస్సును ఎలా వెంబడించాలంటే ఏమి జరిగినా ఏమి జరగకపోయినా దేవుడు నీవు అనుకున్నట్లు జరిగించిన ఆయన జరిగించకపోయినా నీవు యేసును వెంబడించాలి అది గొప్ప విశ్వాసం ఆ గొప్ప విశ్వాసం నీలో కలిగే వరకు ఆయన నిన్ను కరుణించాడు కనికరించాడు ఎందుకంటే ఆ విశ్వాసం అలానే ఉండి ఆయన నిన్ను కనికరించినా దాని వలన ప్రయోజనములే నీవు కోరినట్లే నీకు అవునుగాక అన్నాడు ప్రభు ప్రభు ఆ మాట నీ పట్ల నాలంటే నీవు కోరినట్లే అవునుగాక అని యశు ప్రభు నిన్ను బట్టి పలకాలంటే నీవు ఈ మూడు విషయాలను కలిగి ఉండాలి కొన్ని సంవత్సరములుగా జవాబు రాకపోయినా యేస్సును వెంబడించాలి యేస్సును వెంబడించాలి ఒకవేళ నీ కనులకు యేసు కనిపించకపోవచ్చు ఎక్కడున్నాడు యేసు నా జీవితంలో ఎక్కడ లేడు ఎందుకంటే నీవు అనుకున్నది జరగలేదు కాబట్టి యేసు నీకు కనిపించాడు అయినా వెంబడించు యేసుని కేకలు వేస్తున్నావు కానీ ఆయన ఒక మాట కూడా మాట్లాడడం లే పరలే వేస్తూనే ఉండు ఆయన నోరు తెరచే వరకు వేస్తూ ఉండవు ఆయన కనికరించే వరకు ప్రార్థన చేయి ఆయన కనికరించే వరకు ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన ప్రతిస్పందించే వరకు ఆయన మందిరానికి రా ఆయన తప్పకుండా ప్రతిస్పందిస్తాడు ప్రతిస్పందించినప్పుడు నీవు అనుకునినటువంటి విధంలో ప్రతిస్పందించకపోవచ్చు నీవు ఊహించని జవాబును ఆయన నీకు ఇవ్వవచ్చు కానీ యేస్సును విడిచిపెట్టవద్దు యేస్సును వెంబడించడం మానివేయవద్దు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టి వేయవద్దు ఆయన వాక్యాధికారానికి లోబడు ఆయన నీతో మాట్లాడిన ప్రతిసారి ఆయన ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మాట్లాడతాడు హలో ఈ వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడినప్పుడు ఈ వాక్య అధికారానికి నీ జీవితాన్ని నీవు అప్పగించుకోగలిగితే లోబడగలిగితే నీ విశ్వాసాన్ని ఆయన గొప్ప విశ్వాసంగా చేస్తాడు అప్పుడు ఆయన నీ కోరికను సఫలము చేస్తాడు రెండవ ఉదాహరణ మనము చూసినట్లయితే ఇక్కడ ఒక తండ్రి తన కుమారుడు చాంద్ర రోగము చేత బాధపడుతూ ఉంటే తన కుమారుణ్ణి కనికరించమని కరుణించమని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు గమనించండి మొదటి ఉదాహరణలో ఒక తల్లి వచ్చింది తన కుమార్తె ధైర్యముల చేత బహుగా బాధపడుతూ ఉంటే అయితే ఈ రెండవ ఎగ్జాంపుల్లో ఒక తండ్రి వచ్చాడు తన కుమారుడు కూడా దురాత్మల చేత బాధపడుతూ ఉంటే యేసు ప్రభువులు వారు ఆయనను కనికరించాలని ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే మతైసు వార్త పదిహేడవ అధ్యాయం పదహైదు పదహారు వచనములను చదువుకుందాం ప్రభా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను చూడండి ఈయన కూడా వచ్చి కరుణించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆ కుమారుడు చాంద్ర రోగము చేత మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు ఆ యొక్క కుమారుని పరిస్థితి ఏమిటంటే అగ్నిలో నీళ్ళల్లో తరచుగా వెళ్ళి పడిపోయి తన్ను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు ఒక తండ్రిగా ఆ యొక్క భయంకరమైనటువంటి దృశ్యాన్ని ఆయన చూడలేక ఏదో ఒక విధంగా నా కుమారుణ్ణి బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గమనించండి ఈ యొక్క తండ్రి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు యేసు ప్రభులు వారప్పుడు ఆయన శిష్యులతో లే ఆయన ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన రూపాంతరము పొందుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క తండ్రి ఆ యొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు యేసు ప్రభు శిష్యుల యొద్దకు అయితే యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే నీ యొక్క విశ్వాసం అన్నటువంటిది క్రైస్తవులను బట్టి కాదు క్రీస్తు మీద ఉండాల్సినటువంటిది క్రీస్తును ఆధారం చేసుకుని ఉండాలి చాలామంది లోకంలో మేము పలాని క్రైస్తవుల్ని చూస్తూ ఉన్నాం వారు అలా చేయడం లేదు ఇలా చేస్తున్నారు కాబట్టి మాకు యేసు ప్రభు మీద నమ్మకం పోయిందనేటువంటి వారు లేకపోలే గమనించు నీవు క్రైస్తవులను కాదు చూడాల్సినటువంటిది క్రైస్తవులను చూచి కాదు నీవు క్రీస్తును వెంపడించాల్సినటువంటిది క్రీస్తును చూచి నీవు యేసుని వెంపడించాలి ఈ యొక్క తండ్రి ఆయన శిష్యుల యొక్కకు తన కుమారుని తీసుకొని వచ్చిన ఆయన శిష్యులు ఆధురాత్మని వెళ్ళగొట్టకుండా పంపివేసిన ఆయనకు యేసు మీద ఎంత మాత్రము నమ్మిక పోలేదు అలలుయ ఒకవేళ నీ జీవితంలో ఒక స్వస్థత కూడికకు వెళ్ళావేమో అయినా నీ జీవితంలో స్వస్థత జరగలేదేమో ఒకవేళ ఒక మందిరానికి వెళ్ళావేమో పెళ్లి కావాలని పిల్లలు పుట్టాలని ఉద్యోగం రావాలని ప్రమోషన్ రావాలని నీ ఆరోగ్య సమస్యలు పోవాలని ఆర్థిక ఇబ్బందులు తీరాలని అయినా అది జరగలేదేమో దాన్ని బట్టి నీవు యేసును వెంబడించడం మానివేయద్దు ఈ సంవత్సరంలో అలా జరిగిందేమో అయితే నూతన సంవత్సరంలో నీవు తీర్మానం చేయాలి నేను ఆ సంఘాన్ని బట్టి కాదు ఆ సంఘ కాపురిని బట్టి కాదు ఆ బోధకుని బట్టి కాదు ఆ క్రైస్తవుని బట్టి కాదు యేసును వెంబడించాల్సినటువంటిది నేను యేసును ఎందుకు వెంబడించాలంటే ఎలా వెంబడించాలంటే ఆయనను చూస్తూ వెంబడించాలి హలలుయా ఒకవేళ ఆ తండ్రి ఆయన శిష్యులు వెళ్ళగొట్టకుండా ఉండేటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన యేసు దగ్గరికి రాకుండా ఉంటే ఆ కుమారుడు అలానే బాధపడుతూ చనిపోయేటువంటి దుస్థితి అయితే ఆయన నమ్మకం యేసు మీద యేసు ఇప్పుడు ఉన్నాడు ఒకసారి ఆయన దగ్గరికి వెళుదాం ఆయనతోనే చెప్పుకుందాం అని వచ్చాడు దేవుడు ఆయన ఆయన కుమారుని జీవితంలో కార్యాన్ని చేశాడు కాబట్టి ఒకవేళ మనం వారిని వీరిని చూసి ఆ బోధ విని ఈ బోధ విని ఆ మందిరం ఈ మందిరం ఆ టీవీ స్పీకర్ ఈ టీవీ స్పీకర్ అక్కడ ఇక్కడ నో అది కాదు నీవు ఏసుని చూడాలి ఏసు నీకు మాదిరికరం ఏసును వెంబడించాలి ఆయన వాక్యానికి నీవు లోబడాలి రెండవదిగా మనము చూసినట్లయితే గమనించండి ఇదే సందర్భాన్ని గురించి మార్కు రాస్తూ ఉన్నాడు ఆయన మరొక కోణంలో రాస్తూ ఉన్నాడు చదువుకుందాం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను చూడండి యేసు ప్రభుల వారు వచ్చి ఆయనకి ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే నీవు నమ్మగలిగితే నీకు సమస్తము సాధ్యమే గమనించు నీవు నన్ను నమ్మి వచ్చావు నా శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినా నీవు వచ్చావు కాబట్టి నీవు నమ్మితే చాలు నమ్మి నమ్ముట వలన సమస్తము కూడా సాధ్యమవుతుంది అయితే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన యేసు ప్రభువుని వేడుకుంటున్నటువంటి విన్నపం చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభా నేను నమ్ముతూనే ఉన్నా నీవు నా కుమారుని బాగు చేయగలవు నీవు నా కుమారుని రోగాన్ని స్వస్థపరచగలవు నా కుమారునిలో ఉన్నటువంటి ఆ దురాత్మలను వెళ్ళగొట్టగలవు అయితే ఒకవేళ నాలో అపనమ్మిక కలుగుతుందేమో నేనంత బలహీనుని నాయన ఆ అపనమ్మిక కూడా కలగకుండా నీవే సహాయం చేయి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే నీవు ఎలా ఉండాలో ప్రార్థన చేయడము కాదు ఎలా ఉండకూడదో దాని కొరకు కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి హలలుయా చాలాసార్లు ప్రభా నేను ప్రేమించేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ప్రభా ఈ లోకాన్ని ప్రేమించకుండా సహాయం చేయమని మనము ప్రార్థన చేయం ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమించి కూడా ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటే దాని వలన ప్రయోజనం ఏముంది నమ్మకం ఉంది కానీ ఒకవేళ అపనమ్మిక వస్తే ఏమి ప్రయోజనం అందుకోసమనే ఇక్కడ ఆ యొక్క తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా నమ్ముతూ ఉన్నాను నాయన కానీ అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి యేసును వెంబడించాలని ప్రార్థన చేస్తున్నావు కానీ ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఉన్నావు ఏమి ప్రయోజనం ఎందుకు దేవుడి కానీ జీవితంలో కరుణించలేదంటే నీవు ద్విమనస్సును కలిగి ఉన్నావు నీవు చల్లగా లేవు వెచ్చగా లేవు నులివెచ్చని ఆత్మీయ జీవితం మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండటం ఉంటూ ఉన్నావు లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు పాపంలో మునిగి తేలుతూ ఉన్నావు దాని వలన ఏమి ప్రయోజనం అలాంటి జీవితంలో నీవు జీవిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కనికరముల కొరకు కనిపెడుతూ ఉంటే ఒకవేళ ఆయన కనికరించినా నీవు అడుగుతున్నది దేవుడిచ్చినా దాని వలన ప్రయోజనము లేదు కనుక నీవు ఎలా జీవించాలో కాదు ఎలా జీవించకూడదు అలాంటి విషయముల కొరకు కూడా ఆయన సహాయము కొరకు వేడుకొన్నప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడు పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడుతున్నా ఇంకా నీ జీవితంలో అపవిత్రమైనటువంటి మాటలు అపవిత్రమైనటువంటి తలంపులు అపవిత్రమైనటువంటి దృశ్యాలు ఇలా ఉంటే దాని వలన ప్రయోజనం ఏముంది ప్రభా పరిశుద్ధంగా జీవించాలనుకుంటూ ఉన్నాను సహాయం చేయడాయన అయితే అపవిత్రమైనటువంటి మాటలను నాలో నుండి తీసివేయి అపవిత్రమైనటువంటి తలంపులను నాలో నుండి తీసివేయి అపవిత్రమైనటువంటి దృశ్యాలను చూడకుండా శక్తిని రెండు విధాలుగా ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి నీవు అప్పుడే దానిపైన నీకు ఎంత ఆశ ఉందో ఎంత ఆసక్తి ఉందో తెలిసిపోతుంది ఒక మాటతో ప్రార్థన చేయడం ఇంకా ఏదో చేయాలంటే చేయాలని కాదు దేవుని వాక్యాన్ని మనము ప్రార్థనగా చేసి ఆయనను వెంబడించాలి నీకు నచ్చిన ప్రార్థనలు కాదు ఆయన వాక్యాన్ని ఈ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పినటువంటి మాటని ఆయన ప్రార్థనగా మార్చాడు హలలుయ నమ్మితే చాలు నమ్ముట వలన నీకు సమస్తము సాధ్యమే నమ్ముతున్నాను కానీ ప్రభు అపనమ్మిక కలగకుండా సహాయం చేయి వాక్యాన్ని ప్రార్థనగా నీవు మలుచుకోగలిగితే వాక్యాన్ని ప్రార్థనగా నీవు చేయగలిగితే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతావు సరే మూడవ ఆత్మీయ పాఠాన్ని మనము చూసినట్లయితే గమనించండి మనకు సమయం లేదు దాని తర్వాత యేసు ప్రభువులు వారు ఆ కుమారుని స్వస్థపరిచారు ఆ స్టోరీ మనకు తెలుసు అయితే యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుల వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభు ఎందుకని నాయన మేము ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువులు వారు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే చూడండి మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను చూడండి ఇక్కడ యేసు ప్రభువులు వారు ఆయన శిష్యులకు ఆయన ఏమి నేర్పిస్తూ ఉన్నారంటే ఇలాంటి ధైర్యములను వెళ్ళగొట్టాలంటే ప్రార్థన మాత్రమే కాదు కింద ఫుట్ నోట్లో మీరు చూసినట్లయితే ఉపవాసం ఉండాలని ఆయన తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు ఎవరి శిష్యులంటే మత్తయి పదవధ్యాయంలో యేసు ప్రభువుని వారు పన్నెండు మందిని ఏర్పరచుకొని వారికి ఆయన అధికారం ఇచ్చి వారిని పంపి ఇదిగో నేను మిమ్మలను పంపుతూ ఉన్నా మీరు రోగులను స్వస్థపరచండి కుష్ట రోగులను శుద్ధులనుగా చేయండి ద్రాత్మలను వెళ్ళగొట్టండి ఉచితంగా మీకు అధికారం ఇస్తున్నాను ఉచితంగా ఈ అద్భుతములను చేయమని ఆయన పంపినటువంటి ఆ శిష్యులే ఇక్కడ ఈ యొక్క దురాత్మను వెళ్ళ కొట్టలేనటువంటి పరిస్థితి ఆయన శిష్యులు ఆశ్చర్యపోయారు ఎందుకు మా వలన ఇది కాకపోయింది వాళ్ళు ఎంత బలహీనులంటే ఒకవేళ ఈ విషయాన్ని యేసు ప్రభు చెప్తే ఆయన మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాడేమో అని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉంటే మరలా దేవుడే ఆ తండ్రిని యేసుప్రభ దగ్గరికి పంపించి ఆ సంఘటనను వారి యొక్క జీవితంలో వారు ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్ని క్రీస్తు దృష్టికి తీసుకొని వచ్చేటువంటి ఒక పరిస్థితిని దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే ఎందుకు దేవుడు అక్కడ ఆ యొక్క శిష్యుల జీవితంలో ఆ యొక్క అద్భుతం జరగడానికి ఆత్మాత్మ వెళ్ళడానికి ఆయన కనికరించలేదండి వీరు కేవలం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒకవేళ నీ జీవితంలో కేవలం ప్రార్థించేటువంటి విశ్వాసవిగా ఉన్నావేమో అయితే నూతన సంవత్సరంలో నీవు ఉపవాసముని ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి హలే సాక్షాత్తు యేసు ప్రభుల వారికి ఉపవాస ప్రార్థన అవసరమైతే ఉపవాస అనుభవం ఆయనకు అవసరమైతే యేసుని ప్రకటిస్తున్నటువంటి నీ నా జీవితాలలో ఉపవాసం అనేటువంటి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఊహించండి దేవుడికా కలిచలేదా కరుణ చూపలేదా ప్రశ్నిస్తూ ఉన్నావా ప్రభా ఎంతవరకు కరుణింపగా ఉంటావా నాయనా ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి వచ్చే వరకు ఆయన నీవనుకుంటున్నటువంటి కనికరాన్ని నీ పట్ల చూపించకపోవచ్చు సరే మూడవ ఎగ్జాంపుల్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వృద్ధి వ్యక్తి యేసు ప్రభుని కరుణించమని కనికరించమని కేకలు వేస్తూ ఉన్నాడు చూడండి మార్కు శువార్త పదవధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినములను చదువుకున్నాం వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిండగా తీమయ్య కుమారుడు బత్తివయ్యను వృద్ధి భిక్షకుడు త్రోవ కూర్చుండెను ఈయన నజరేనైన యేసు అని వాడు విని దావిది కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకులు వేయ మొదలు పెట్టాను సో గుడ్డివాడు కాబట్టి యేసు ప్రభువుని చూడలేడు కనుక ఆ శబ్దమును విని ఈయన యేసు ప్రభు అని యేసు ప్రభు వస్తూ ఉండగా జన సమూహములు ఆయనను వెంబడించేటువంటి శబ్దమని ఆయన గుర్తించి దవీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు అయితే యేసు ప్రభువుల వారు ఆయన కేకలకు ప్రతిస్పందించలేదు గమనించండి ఎవరు వీరంటే వీరందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి కరుణించమని కనికరించమని అడుగు అడుగుటకు వచ్చినటువంటి వారే ఆయన కనికరముల కొరకు వేడుకొనుటకు యేసు దగ్గరికి వచ్చినటువంటి వారే వీరందరూ అయితే వెలువెంచని యేసు ప్రభువులు వారు కనికరించలేదు ఎందుకంటే దేవుడు వారికి ఉన్నతమైనటువంటి ఆత్మీయ పాఠములను నేర్పిస్తూ ఉన్నాడు వారి విశ్వాసాన్ని యేసు ప్రభువులు వారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు యేసు ప్రభు లే దాని తర్వాత ఏం జరిగిందంటే చూడండి మొదటి ఆత్మీయ పాఠం మార్కు స్వార్థ పదవధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినం ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి కానీ వాడు దావిద కుమారుడా నన్ను కరుణింపమని ఎక్కువగా కేకులు వేసాను చూడండి ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు అయితే ఆయన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఊరకనే ఉండమని నిశ్శబ్దంగా ఉండమని కేకలు వేయవద్దని ఆయనను గర్దిస్తూ ఉన్నా మన జీవితంలో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితినే మనం ఎదుర్కొంటూ ఉన్నామేమో యేసు ప్రభుని నమ్ముకున్నావు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉన్నావు ఇంతకాలంగా మందిరానికి వెళ్తూ ఉన్నావు ఆయన నీకు ప్రతిస్పందించలేదు ఆయన నీకు సహాయం చేయలేదు ఎందుకు ఆయన వెంబడిస్తావు ఎందుకు ఆయనకి ప్రార్థన చేస్తావు నోరు మూసుకో మందిరానికి వెళ్ళవద్దు ఇక యేసు ప్రభుని వెంబడించడం మానివే అని ఈ లోకం నీతో చెప్పవచ్చు నీ బంధువు బంధువులు చెప్పవచ్చు నీ స్నేహితులు చెప్పవచ్చు అయితే ఈ గుడ్డి భిక్షకుని నుండి మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా ఆ వాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు చప్పట్లు గుడి దేవుని నామాన్ని కనపరచండి లోకం ఎంతగా ఆయన్ని ఊరుకోమని కేకలు వేసినా ఎంతగా గద్దించినా వాడు ఊరుకోలే వాడు అరిచినటువంటి కేకల కంటే ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు నీ జీవితంలో నీవు నేర్చుకోవాలి నీకు దేవుడు ప్రతిస్పందించడం కనిపించకపోతే దేవుడు కనికరించడం నీవు చూడకపోతే నీవు ప్రార్థిస్తున్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి అలలుయ బైబిల్ చదువుతున్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువ బైబిల్ చదువు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఆయన సన్నిధిలో సమయాన్ని గడపో తప్పకుండా ఆయన ప్రతిస్పందిస్తాడు తప్పకుండా ఆయన కనికరిస్తాడు చూడండి దాని తర్వాత ఏం జరిగిందంటే నలభై తొమ్మిదవ వచనం యాభై వచనం అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసునద్దకు వచ్చాను చూడండి యేసు ప్రభువులు వారు ఇప్పుడు ప్రతిస్పందిస్తూ ఉన్నారు ఎప్పుడంటే వాడు మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఎప్పుడంటే ఈ లోకపు మాటలను ఆయన లక్ష్య పెట్టనప్పుడు యేసు ప్రభులు వారు నిలిచారు వాణ్ణి పిలవమన్నారు ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏమిటో తెలుసా వాడు మరి ఎక్కువగా కేకలు వేయడం వలన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా వాడి దగ్గర ఉన్నటువంటి బట్టను పారవేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు హలలుయ అంటే వాడి విశ్వాసం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చిందంటే యేసు ప్రభు ఇంకా వాని కన్నులను ముట్టలే ఇంకా యేసు ప్రభులు వారు వాని కన్నులను తెరవలే యేసు ప్రభు పిలిచాడు అంతే అయితే వానికి అర్థమైంది ఈ యేసు నన్ను పిలిచాడు కనుక ఆయన తప్పకుండా నా కన్నులు తెరుస్తాడు కనుక ఇంకా ఈ గుడ్డ నాకు అవసరం అవసరం లే ఇంకా నేను భిక్షం ఎత్తుకోవాల్సినటువంటి పని లేదని ఆ గుడ్డను పారవేసి వాడు యేసు దగ్గరికి వెళ్ళాడు ఆ విశ్వాసం నీకు కావాలి ఆ నమ్మకం నీలో కలగాలి ఆ విధముగా యేసుని నీవు వెంబడించాలి ఎందుకు దేవుడు ఇంకా నీ జీవితంలో నిన్ను కరుణించడం లేదంటే నీవు అడుగుతున్నది దేవుడు ఎందుకు ఇంకా ఇవ్వడం లేదంటే అనేక సంవత్సరాలు గతించిపోతున్నా ఎన్నో క్రొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నా ఎందుకు నీ జీవితంలో ఆ కార్యం జరగడం లేదంటే నీ ఆత్మీయ జీవితంలో నుండి నీవు పారవేసుకోవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి ఇంకా నీవు వాటిని నీ దగ్గరే పెట్టుకున్నావు ఇంకా వాటిని నీ దగ్గర భద్రం చేసుకున్నావు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితానికి హానికరమైనటువంటి ఆ మాటలను ఆ దృశ్యాలను ఆ తలంపులను ఆ తీర్మానములను ఆ స్నేహితులను నీవు నీలో నుండి నుండి పారవేస్తావో అప్పుడు దేవుని జీవితంలో కార్యాన్ని చేస్తాడు చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి అవి నీ దగ్గరే పెట్టుకొని అవి నీలోనే ఉంచుకొని నీవు యేసు దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండకపోవచ్చు నీ ఆత్మీయ జీవితంలో నుండి పారవేసుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అది ఒకవేళ మోసం కావచ్చు అబద్ధం కావచ్చు వ్యభిచారం కావచ్చు త్రాగుడు కావచ్చు లోక స్నేహం కావచ్చు విగ్రహారాధన కావచ్చు శరీర కార్యములలో ఏదైనా కావచ్చు నీ ఆత్మీయ జీవితానికి హానికరమైనటువంటిది ఏదైనా కావచ్చు అది నీ ఆత్మీయ జీవితము నుండి నీవు పారవేయాలి అప్పుడు నీది సరైన విశ్వాసం అప్పుడు నీది సరైన భక్తి అప్పుడు నీవు సరైనటువంటి క్రైస్తవుడవు అవసరానికి పనికొస్తుందని నీ దగ్గరే పెట్టుకొని అవసరానికి దేవుణ్ణి వాడుకొని అవసరానికి ఆయన సహాయాన్ని కోరుకొని అవసరానికి దేవునితో ఆటలాడడానికి ఆయన ఒక రాయికా ఆయన సజీవుడైనటువంటి దేవ్ ఆయనకు ఒక మనస్సు ఉంది ఆయన జీవించేటువంటి దేవ్ ఆయన జీవాధిపతి కనుక ఆయన మనస్సుకు తగినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు సరిచేసుకొనకపోతే సిద్ధపరచుకొనకపోతే పారవేయాల్సినటువంటి విషయాలను నీ ఆత్మీయ జీవితం నుండి పారవేయకపోతే నీ జీవితంలో దేవుడు కనికరించలే చివరిగా మూడవ ఆత్మీయ పాఠాన్ని మనము చూసినట్లయితే లుకా ఇదే అద్భుతాన్ని గురించి రాస్తూ లుకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచనంలో ఆయన అంటున్నాడు చూడండి వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి హలలుయా ఆ కుటుంబానికి కన్నులొచ్చాయి ఇప్పుడు ఎన్నో సంవత్సరముల నుండి నా నేత్రాలు తెరవబడాలి ఈ సృష్టిని చూడాలి నా తల్లిని చూడాలి నా తండ్రిని చూడాలి నా భార్యను చూడాలి నా పిల్లలను చూడాలన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి భిక్షగాడు వీడు అయితే యేసు ప్రభువులు వారు వాని కన్నులను తెరచినప్పుడు వాడు ఇంకా నాకు ఏమీ వద్దు ప్రభువా నీవు చాలు నేను నిన్ను వెంబడిస్తాను అనుకున్నాడు హలలుయా ఎందుకు దేవుడిని జీవితంలో అద్భుతం చేయాలని నీవు కోరుతూ ఉన్నావు ఎందుకు దేవుడిని జీవితంలో నేను స్వస్థపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు ఈ లోక పాప భోగములను అనుభవించడానిక లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానిక ఒకవేళ నీ ఉద్దేశం అది అయితే నీవు నీ జీవితంలో ఎదురు చూస్తున్నటువంటి అద్భుతాన్ని పొందుకునేటువంటి అవకాశం లేదు యేసును వెంబడించడానికి ఆయన నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటూ ఉన్నాడు ఒకవేళ నీ ఇంటెన్షన్ అది కాకపోతే ఒకవేళ దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తే ఇది అయిపోయినటువంటి తర్వాత యేసును విడిచిపెట్టేటువంటి స్థితిని నీవు కలిగి ఉంటే యేసు ఆ కార్యాన్ని నీ జీవితంలో జరిగించడు ఎంతోమంది విశ్వాసులు ఒక అద్భుతం కొరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ఒక స్వస్థత కొరకు వచ్చారు ఒక వివాహం కొరకు వచ్చారు పిల్లల కొరకు వచ్చారు ప్రమోషన్ కొరకు వచ్చారు ఈ లోక సంబంధమైనటువంటి అనేక దీవెన ఆశీర్వాదముల కొరకు వచ్చారు అవి జరిగినటువంటి తరువాత యేసుతో వారికి ఉన్నటువంటి పని తీరిపోయినటువంటి తరువాత వారు యేసును విడిచి వెళ్ళిపోయారు దాని వలన ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదు దాని వలన మరింత నష్టం మరింత నష్టం కనుక ఆ నష్టంలోనికి నీవు వెళ్ళిపోకుండా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన కనికరించడం లేదంటే ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో ఇప్పుడే ఇక్కడే ఈరోజే ఈ సంవత్సరంలోనే వచ్చే సంవత్సరంలోనే చేయడానికి శక్తి కలిగినటువంటి వాడు అయితే అది జరిగినటువంటి తర్వాత నీవు క్రీస్తును విడిచి వెళ్ళిపోతే ఒకడు లోకాన్ని సంపాదించుకొని క్రీస్తుకు వేరైపోయి తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనము లేదు కనుక ఆయన నీ జీవితంలో ఆయన కార్యాన్ని చేయకుండా ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఆ కార్యాన్ని చేస్తే నీవు యేసును వెంబడించగలవా చేయకపోయినా యేసును వెంబడించగలవా నీవు యేసును వెంబడిస్తూ ఉంటున్నప్పుడు ఈ లోకము నిన్ను చూచి దేవుణ్ణి మహిమపరచాలి హలలుయ చాలాసార్లు మన జీవితంలో మనము ఒక్క కోణంలోనే ఆలోచన చేస్తాం ఏంటిదో తెలుసా దేవుడి అద్భుతాన్ని చేస్తే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చూచి ఆయన దేవుడని నిజంగా తెలుసుకుంటారని no no no no no అది ఒక యాంగిల్ మాత్రమే దేవుని జీవితంలో అద్భుతం చేస్తేనే కాదు లోకము చూచి దేవుని మహిమపరిచేది దేవుడు అద్భుతం చేయకపోయినా నీవు యేసును వెంబడిస్తూ ఉంటే వారు ఇంకా లోతుగా ఆలోచన చేస్తారు ఏంటిది భక్తి ఏంటిది ఈ యొక్క యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఆమె యేసు ప్రభుని నమ్ముకున్నప్పటి నుండి ఆయన దేవుని మందిరానికి వెళ్తున్నప్పటి నుండి ఆయన జీవితంలో ఏ మార్పు కనిపించకపోయినా ఆయన ఏ రోగము కొరకైతే యేసు నమ్ముకున్నాడు ఆ రోగం ఇంకా బాగా కాకపోయినా ఆయన యేసును వెంబడిస్తూ ఉన్నాడంటే ఏంటిది ఆ ప్రత్యేకతని గుర్తించి ఆ పరిస్థితిలో కూడా లోకము దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి ఉన్నది హలలుయా ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు ప్రభువా ఎంతవరకు ఎందువు అన్నటువంటి పరిస్థితిని కలిగి ఉంటే దానికి నీకు జవాబు వచ్చింది నూతన సంవత్సరంలో నేర్చుకున్నటువంటి ఆ యొక్క మూడు ఉదాహరణల నుండి ఆ మూడు ఎగ్జాంపుల్స్ నుండి ఆ తొమ్మిది ఆత్మీయ పాఠములను నీ జీవితంలో నీవు నేర్చుకొని నీ ఆత్మీయ జీవితానికి అన్వయింపు చేసుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు హలలోయ తప్పకుండా ఆయన ఈ నూతన సంవత్సరంలో దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి వాడు ప్రభు అటు కృపను దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో ప్రభా మరలా ప్రశ్న వేయకుండా ప్రభా ఎంతవరకు కరుణింపకుండా ఉంటావు నాయన అన్నటువంటి ప్రశ్నను కాకుండా మీరు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠములను మా జీవితములకు అన్వయింప చేసుకొని ఆ కణాను స్త్రీ వలె ఆ చాంద్ర రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ కుమారుని తండ్రి వలె ఆ వలే ప్రభా మీరు మాకు ప్రతిస్పందించకపోయినా మాకు నేర్పిస్తున్నటువంటి ప్రతి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని మా ఆత్మీయ జీవితములకు అనుభవింపజేసుకొని జరిగినా జరగకపోయినా ఏది ఏమైనా మిమ్మను ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరమే కాదు మేము ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీరు వచ్చే వరకు